hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates మిత్రుడిపై విమర్శలకు మోహన్ బాబు సైలెన్స్ వెనుక shocking reason Tamil super star Rajinikanth కావాలనే చంద్రబాబును పొగిడారు లేక మరేదైనా ఆశించి అలా చేశారో తెలియదు కానీ మొత్తానికి అల్లరిపాలయ్యారు వైసీపీ నుంచి ఈ స్థాయిలో తన ట్రోలింగ్ జరుగుతుందని రజనీకాంత్ అసలు ఊహించి ఉండరు టీడీపీ నుంచి భారీ మొత్తంలో లాభం పొందుతుంటే ఎన్ని మాటలైనా ఆయన పడొచ్చు కానీ పైసా లాభం లేకుండా ఉత్తుత్తినే తిట్టించుకోవడం అంటే అజ్ఞానం కిందే లెక్క చంద్రబాబుపై పొగడ్తల వెనుక మర్మమేంటో రజనీకాంత్కే తెలియాలి రజనీకాంత్పై విమర్శలను చంద్రబాబు తప్పు పట్టడం తెలిసిందే అయితే తమిళ సూపర్ స్టార్కు అత్యంత సన్నిహితుడైన విలక్షణ నటుడు డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు స్పందించకపోవడం చర్చనీయాంశమైంది ఎన్టీఆర్ శత జయంతి వేడుకలో రజనీకాంత్ మాట్లాడుతూ చంద్రబాబును తనకు మోహన్ బాబు పరిచయం చేశారని చెప్పిన సంగతి తెలిసిందే ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడిగా చెప్పుకునే మోహన్ బాబును శత జయంతి వేడుకకు ఎందుకు పిలవలేదో తెలియాల్సి ఉంది మోహన్ బాబుకు ఆప్తుడైన రజనీకాంత్ను మాత్రం ప్రత్యేకంగా టీడీపీ ఆహ్వానించడం ఎందుకోసమో వారికే తెలియాలి ఉన్నవి లేనివి చంద్రబాబు క్రెడిట్లో వేసేందుకు రజనీకాంత్ ప్రయత్నించడంతో ఆయన తీవ్ర విమర్శలకు లోనయ్యారు తన మిత్రుడిని వైసీపీ నేతలు ఓ రేంజ్లో ఆడుతూ ఉంటే మోహన్ బాబు తనకేమీ పట్టనట్లుగా మౌనాన్ని ఆశ్రయించారు రజనీకాంత్ వ్యాఖ్యలు రాజకీయ రంగు పులుముకోవడం తనను ఎన్టీఆర్ శతజయంతికి ఆహ్వానించకపోవడంతో మోహన్ బాబు నొచ్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది అందువల్లే రజనీకాంత్పై ఘాటు కామెంట్స్పై మోహన్ బాబు పట్టించుకోలేదని ఆయన అభిమానులు అంటున్నారు